నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా నదీ జలాల వివాద పరిష్కారానికి ఒకే ట్రైబ్యునల్ బిల్లును ఆమోదించిన లోక్సభ రెండేళ్లలో వెలువడనున్న తీర్పులు గోదావరిలో మరింత పెరిగిన ప్రవాహం పోలవరం వద్ద స్పిల్వే నుంచి నీటి విడుదల జూరాల నుంచి శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగు విద్యుత్ సంస్థలను పరిపుష్టం చేసే దిశలో కేసీఆర్ నిర్ణయాలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రతి నెల బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఒక్క నెలలోనే యాభై లక్షల మందికి సభ్యత్వాలు ఇచ్చిన తెరాస కొత్త రికార్డు సృష్టించామన్న కేటీఆర్ అందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడి పరిహారం కోసం మిడ్ మానేరు నిర్వాసితుల పోరు ఇరవై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పన్నెండు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ భాజపా మద్దతు యూరియా ఏతర ఎరువులపై సబ్సిడీని పెంచిన కేంద్ర కేబినెట్ రైతులకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల లబ్ది సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య ముప్పై నాలుగుకి పెంపు భవిష్యత్ నీటి కష్టాలు తీర్చే దిశలో నీతి ఆయోగ్ వినూత్న ఆలోచన సముద్ర జలాల్లో తేలియాడే డీశాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై పరిశీలన జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యుల దేశవ్యాప్త ఆందోళన తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో స్తంభించిన సేవలు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలను పరిష్కరించేందుకు ఒకే శాశ్వత ట్రైబ్యునల్ ఏర్పాటు చేసే బిల్లును లోక్సభ ఆమోదించింది అంతర్రాష్ట నదీ జలాల వివాద సవరణ బిల్లు రెండు ప్రకారం నదీ జలాల వివాదంపై రెండేళ్లలో ట్రైబ్యునల్ తుది తీర్పు ఇవ్వాలి అనేది ప్రధాన నిబంధన దేశంలో తొమ్మిది ట్రైబ్యునల్లు ఉండగా ఇక వాటి స్థానంలో ఒకే ట్రైబ్యునల్ ఏర్పడుతుంది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పనిచేసే ఈ ట్రైబ్యునల్ అవసరాన్ని బట్టి వేర్వేరు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తుంది వివాదం ముగిసిన వెంటనే ధర్మాసనం రద్దయిపోతుంది ట్రైబ్యునల్ తుది తీర్పు ఏదైనా సరే వెంటనే నోటిఫై అవుతుందని బిల్లులో పేర్కొన్నారు రాష్ట్రాలను సంప్రదించకుండానే పెట్టిన బిల్లు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శించాయి రెండు వేల పదమూడులో ఈ బిల్లుపై రాష్ట్రాలను సంప్రదించామని తర్వాత స్థాయి సంఘానికి కూడా వెళ్లిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు చర్చ అనంతరం బిల్లుకు దిగువ సభ ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా నీటి కొరతను నివారించేందుకు నీతి ఆయోగ్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది దేశానికి ఉన్న సుమారు ఏడు ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పట్టణ ప్రాంతాల్లో ఎదురయ్యే నీటి ఎద్దడిని నివారించేందుకు వినియోగించుకోవాలని భావిస్తోంది ఈ మేరకు తీర ప్రాంతం వెంబడి సముద్ర జలాల్లో తేలియాడే డీశాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది లోటు వర్షపాతం కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గి ఇటీవల చెన్నై సహా పలు నగరాల్లో తలెత్తిన నీటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని నీతి ఆయోగ్ ఈ ప్రణాళికకు రూపకల్పన చేస్తోంది పోర్టుల ఆధునికీకరణకు ఉద్దేశించిన సాగరమాల ప్రాజెక్టుకు డీశాలినేషన్ ప్లాంట్లను అనుసంధానించి సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తోంది ఈ ప్లాంట్ల ద్వారా సముద్రపు నీటిని శుద్ది చేసి పైప్ లైన్ల ద్వారా పట్టణాలకు సరఫరా చేస్తారు వచ్చే ఏడాది నాటికి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ సహా ఇరవై ఒక్క నగరాలు నీటి ఎద్దడి బారిన పడనున్నట్టు తెలిపింది రెండు వేల ముప్పై నాటికి దేశంలో నీటి కోసం సరఫరాకు మించి రెండింతలు డిమాండ్ ఉంటుందని తెలిపింది ఈ పరిస్థితిని అధిగమించేందుకు గుజరాత్ ప్రభుత్వం గతేడాది ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసిన డీశాలినేషన్ ప్లాంట్ల తరహాలోనే మొత్తం కోస్తా తీరం వెంబడి ప్లాంట్ల ఏర్పాటుకు నీతి ఆయోగ్ ప్రణాళికలు రచిస్తోంది రైతులకు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భరోసానిచ్చే కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది రైతులకు అందుబాటు ధరల్లో వ్యవసాయ పోషకాలు అందించేందుకు యూరియా ఏతర ఎరువులపై రాయితీని మంత్రివర్గం పెంచింది నైట్రోజన్పై రాయితీని కేజీకి పద్దెనిమిది రూపాయల తొంభై పైసలుగా పై పదిహేను రూపాయల పదకొండు పైసలు పొటాష్పై పదకొండు రూపాయల పన్నెండు పైసలు సల్వర్పై మూడు రూపాయల యాభై ఆరు పైసలుగా ఖరారు చేసింది ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై సుమారు ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రూపాయల భారం పడనుంది విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు వివాద పరిష్కార ప్రత్యామ్నాయం కింద ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ రాజీ ఒప్పందంపై సంతకం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కంపెనీల విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం ద్వారా రాజీకి వచ్చేందుకు ఈ ఒడంబడిక ఉపకరిస్తుంది సుప్రీంకోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసుల నేపథ్యంలో న్యాయమూర్తుల సంఖ్యను సీజేఐను మినహాయించి ముప్పై నుంచి ముప్పై మూడుకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది రష్యాలోని మాస్కోలో ఇస్టో సాంకేతిక అనుసంధాన విభాగం నెలకొల్పేందుకు పచ్చజెండా ఒప్పింది చిట్ ఫండ్స్ రంగంలో చందాదారుల హక్కుల పరిరక్షణ సహా నమోదిత సంస్థలపై నియంత్రణ భారం తగ్గించేలా రూపొందించిన సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది ఓబీసీ వర్గీకరణకు నియమించిన కమిటీ కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన బాటు పట్టారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఉదయం ఆరింటి నుంచి ఇరవై గంటల నిరసన చేపట్టిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు విధులు బహిష్కరించారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో ఓపీ సేవలు రద్దు చేశారు కోటిలోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు ఆసుపత్రి ముందు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించగా డబ్బుంటేనే వైద్య కోర్సు చదివే విధంగా ఈ బిల్లు ఉందని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆరోపించారు ఎన్ఎంసీ బిల్లును ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విధులు బహిష్కరించిన నీలోఫర్ వైద్యులు తెలిపారు సరోజినీదేవి కంటి ఆసుపత్రి నిమ్స్లలో అత్యవసర సేవలు మినహా ఇతర సేవలు పూర్తిగా నిలిపేశారు నీటి స్థానంలో నెక్స్ట్ పరీక్ష తేవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించడం సహా ఎంసీఐ స్థానంలో తేనున్న ఎన్ఎంసీ యోచనను వెనక్కి తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు వరంగల్ ఎంజీఎం సహా వేర్వేరు జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిరసనలు చేపట్టారు గుంటూరు జీజీహెచ్ సహా కర్నూలు ఎమ్మిగనూరు చిత్తూరు జిల్లా పుత్తూరు తిరుపతిలో వైద్యులు నిరసన చేపట్టారు ఒంగోలులో రిమ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు విశాఖ కేజీహెచ్ శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు ఆందోళనకు దిగారు తెలంగాణ విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక ప్రేరణ అందించడం సహా అన్ని విధాల అండగా ఉంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు ప్రగతి భవన్లో విద్యుత్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ విద్యుత్ సంస్థ సంబంధ సమస్యల అన్నింటి పరిష్కారానికి గ్రామాలు పట్టణాల్లో త్వరలోనే పవర్ వీక్ నిర్వహించనున్నట్టు తెలిపారు తెలంగాణ రాష్టం ఏర్పడిన నాడు విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్ అధికారులు ఉద్యోగులు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు విద్యుత్ సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న కేసీఆర్ అదే సమయంలో తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకూడదని సూచించారు ఇకపై ప్రతి నెల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు హెచ్ఎండబ్ల్యూఎస్ తప్పక కరెంటు బిల్లులు చెల్లించాలని కేసీఆర్ ఆదేశించారు సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్ గ్రామ కార్యదర్శిపై మున్సిపాలిటీల్లో అయితే చైర్పర్సన్ కమిషనర్లపై వేటు తప్పదన్నారు పాత బకాయిల్ని వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లుల్ని ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందన్నారు ఇరవై గంటల ఉచిత విద్యుత్ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు ఒక్క నెలలోనే యాభై లక్షల పార్టీ సభ్యత్వాలు అందించి రికార్డు సృష్టించామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు కార్యకర్తలందరికీ పార్టీ తరపున బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపిన ఆయన అందుకు సంబంధించిన పదకొండు కోట్ల ఇరవై ఒక్క లక్షల ప్రీమియం మొత్తాన్ని యునైటెడ్ ఇండియా బీమా సంస్థకు చెల్లించినట్టు తెలిపారు వేర్వేరు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న కేటీఆర్ గవర్నర్ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు నిజంగా ఒక రికార్డ్ ఇది దేశంలో యాభై లక్షల మంది సభ్యులు ఒక నెల రోజుల్లో కావడం అంటే మామూలు విషయం కాదు మా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం మేరకు నిర్మాణం మీద ముఖ్యంగా శిక్షణ మీద దృష్టి పెట్టి ఎందుకంటే మళ్ళీ నాలుగేళ్ల వరకు ఎలక్షన్ లేదు కాబట్టి మేము మా పనిలో మేము ఉంటాం ఇక మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అనేవాళ్ళు అంటూనే ఉంటారు ప్రతిపక్షాలకు పాపం ఇష్యూస్ లేవు ఎత్తుకుందామంటే సమస్యలు లేవు కాబట్టి రోజు తూ కిత్తా అంటే మే కిత్తా అనే కాంటెస్ట్ మాకు ఆసక్తి లేదు మాకు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఎంత అరుచుకున్నా మాకేం పట్టింపు లేదు సుదీర్ఘ పోరాటాలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో కొత్త అసెంబ్లీని ఎందుకు కట్టుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది ఎర్రమంజిల్లో పురాతన భవనాల కూల్చివేతకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ కొనసాగించింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మించినప్పుడు సుదీర్ఘ పోరాటాలతో సాధించిన కొత్త రాష్ట్రమైన తెలంగాణలో నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది ప్రస్తుత భవనం అవసరాలకు సరిపోవటం లేదని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త భవన నిర్మాణానికి పూనుకున్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఎందుకు అనుమతించకూడదని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది ఇందుకు సమాధానం ఇచ్చిన పిటిషనర్ ఖాళీ స్థలాల్లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తే అభ్యంతరం లేదని ఎర్రమంజిల్లో వారసత్వ కట్టడాలను కూల్చడంపై అభ్యంతరమని చెప్పారు రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారసత్వ కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషనర్ గుర్తు చేశారు ఈ దశలో పరిరక్షణ కట్టడాల జాబితా నుంచి వారసత్వ కట్టడాలను తొలగించే అధికారం హెచ్ఎండీఏకు ఉందా అని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది ఇందుకు సమాధానమిచ్చిన పిటిషనర్ హూడా స్థానంలో హెచ్ఎండీఏ చట్టం వచ్చినప్పటికీ పాత చట్టంలోని అంశాలకు రక్షణ ఉంటుందని వాదించారు ఈ వాదనలు నమోదు చేసిన కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది దేశ న్యాయ చరిత్రలో తొలిసారిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు అనుమతించింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న Allahabad high court sitting judge justice S N శుక్లాపై కేసు నమోదు చేసేందుకు సీబీఐకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారంటూ Allahabad high court judge justice S N Shukla ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీటిపై ఏర్పాటైన అంతర్గత కమిటీ సైతం జస్టిస్ శుక్లాపై ఆరోపణలు నిజమేనని తేల్చింది అయితే హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తప్పనిసరి కాగా జస్టిస్ రంజన్ గొగోయ్కి సీబీఐ లేఖ రాసింది సీబీఐ సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆరోపణలకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ రంజన్ గొగోయ్ కేసు నమోదుకు అనుమతించారు కాఫీని సాగు చేసే కుటుంబంలో పుట్టి కాఫీ కింగ్ గా ఎదిగి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు విజీ సిద్ధార్థ అదృశ్యం విషాదాంతమైంది నేత్రావతి నది ఒడ్డున సిద్ధార్థ్ మృతదేహాన్ని కనుగొన్నారు రుణదాతలు ఐటీ అధికారుల ఒత్తిడి ఉన్నట్లు సిద్ధార్థ్ రాసినట్లుగా చెప్తున్న లేఖ వెల్లడిస్తున్న నేపథ్యంలో మృతికి కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి మరోవైపు కేఫ్ కాఫీ డే సంస్థ తాత్కాలిక చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ రంగనాథ్ నియమితులయ్యారు రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ మృతి చెందారు మంగళూరు సమీపంలో ఆయన మృతదేహాన్ని మత్స్యకారులు స్థానికులు గుర్తించారు పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న సిద్ధార్థ్ స్నేహితులు మృతదేహం ఆయనదేనని గుర్తించారు బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇతర కోణాలను కూడా తోసిపుచ్చలేమని ప్రకటించారు సిద్ధార్థ్ రాసినట్లుగా చెప్తున్న లేఖలో ఐటీ అధికారులు రుణదాతల నుంచి ఒత్తిడి తట్టుకోలేక వెళ్లిపోతున్నట్లుగా ఉంది సోమవారం సాయంత్రం బెంగళూరు నుంచి నుంచి హసన్ జిల్లాలోని కు కార్లో బయలుదేరిన సిద్ధార్థ్ మంగళూరు మీదుగా వెళ్లాలని డ్రైవర్ను ఆదేశించారు మధ్యలో నేత్రావతి నదిపై ఉన్న ఉల్లాల్ వంతెనపై కారు దిగిన ఆయన డ్రైవర్ను వంతెన చివరన తన కోసం వేచి ఉండాలని సూచించారు ఎంతకీ సిద్ధార్థ్ రాకపోవడంతో ఆయన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒక వ్యక్తి నదిలోకి దూకినట్లుగా తాను చూశానని ఒక మత్స్యకారుడు చెప్పడంతో అప్పట్నుంచి వివిధ బృందాలు నదిలో విస్తృత గారింపు చేపట్టాయి చివరకు నది ఒడ్డున ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు అనంతరం మంగళూరులోని వెన్లాక్ ఆస్పత్రి ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం చిక్ మగుళూర్ ఎస్టేట్లో ఉంచిన కుటుంబ సభ్యులు సిద్ధార్థ్ తండ్రి తోటలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకుడైన ఎస్ఎం కృష్ణకు స్వయంగా అల్లుడైన బీజీ సిద్ధార్థ్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం ప్రకటించారు సిద్ధార్థ్ మృతి షాక్ కు గురి చేసిందన్న కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఆయనకు అప్పుల కంటే ఆస్తులే ఎక్కువన్నారు సిద్ధార్థ్ మంచి వ్యక్తి అని తనకు ముప్పై ఐదేళ్ల నుంచి తెలుసని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు బీజీ సిద్ధార్థ్ మృతిపై కర్ణాటక మాజీ సీఎం కాంగ్రెస్ నేత సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు ఐటీ అధికారులు వేధించారని లేఖ బయటపడినందున సిద్ధార్థ్ మృతిపై సమగ్ర విచారణ విచారణ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు సిద్ధార్థ మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా కేఫ్ కాఫీ డే అవుట్లెట్లు మూసివేసిన కాఫీ డే యాజమాన్యం సిబ్బందికి సెలవు ప్రకటించింది సిద్ధార్థ్ మరణం ఆయన రాసినట్లుగా చెప్తున్న లేఖ నేపథ్యంలో కేఫ్ కాఫీ డే షేర్లు భారీగా పతనమయ్యాయి సిద్ధార్థ్ స్థానంలో కేఫ్ కాఫీ డే తాత్కాలిక చైర్మన్ గా ఎస్ఎం కృష్ణ హయాంలో కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ రంగనాథ్ నియమితులయ్యారు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉరకలెత్తుతోంది భారీగా వరద పోటెత్తడంతో తెలంగాణలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపు దాల్చింది ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు గోదావరి వరదలకు ఆసిఫాబాద్ జిల్లాలో కుమ్రంభీం వట్టివాగు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి కుమ్రంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం రెండు వందల నలభై మూడు మీటర్లు కాగా రెండు వందల నలభై ఒక్క మీటర్లకు చేరుకుంది ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులోకి మూడు వేల మూడు వందల ముప్పై క్యూసెక్కుల వరద నీరు వస్తోంది ప్రాజెక్టు సామర్థ్యం పదకొండు వందల ఎనభై మూడు అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి డెబ్బై తొమ్మిది అడుగులకు చేరుకుంది మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి పంతొమ్మిది వేల తొంభై ఆరు క్యూసెక్కుల వరద నీరు వస్తోంది కురుస్తోంది ప్రస్తుతం ఎల్లంపల్లిలో ఏడు పాయింట్ ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉంది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ప్రవాహం స్వల్పంగా పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి రెండు లక్షల క్యూసెక్లు నీరు వస్తుంటే అంతే మొత్తం కిందికి వదులుతున్నారు మేడిగడ్డ బ్యారేజీ ముప్పై ఐదు నుంచి అరవై ఐదు వరకు గేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి ఉంచారు ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో ఆరు పాయింట్ మూడు టీఎంసీల నీటి నిల్వ ఉంది కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఏడు పాయింట్ ఐదు ఐదు మీటర్ల మేర ప్రవాహం ఉంది భద్రాచలంలో నీటి మట్టం నలభై అడుగులకు చేరింది నలభై మూడు అడుగులకు పెరిగితే భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం పెరగడంతో ఉభయ గోదావరి జిల్లాలోని చాలా లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పశ్చిమ గోదావరి జిల్లాలో పంతొమ్మిది గ్రామాల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది పోలవరం విలీన మండలాల్లోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది వేలేరుపాడు ఎడవల్లి బాలపల్లి గ్రామాల్లోకి వరద నీరు చేరింది కోయిదా కట్కూరు పంచాయతీల్లో పదిహేను గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కుక్కునూరు వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది పలు చోట్ల పంట పొలాలు మునిగాయి కూనవరం చింతూరు వియార్పురం మండలాల్లో భారీగా నీరు చేరింది ఇరవై ఆరు గ్రామాల ప్రజల రాకపోక రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దేవీపట్నంలో తొయ్యేరు పోచమగండి వద్ద ఇళ్లు నీటమునిగాయి తొయ్యేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను వరద నీరు చుట్టుముట్టింది తొయ్యేరు ఏ వీరవరం మధ్య రహదారిపై వరద నీటి వల్ల ముప్పై ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ధవళేశ్వరం నుంచి ఐదు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కులను దివ్వకు వదలటంతో తాళ్లరేవు ఐ పోలవరం ముమ్మిడివరం కాట్రేణికోన సహా యానాంలో అధికారులు అప్రమత్తమయ్యారు కొత్తపేట నియోజకవర్గంలోని లంక పొలాల్లోకి వరద నీరు చేరింది తూర్పు గోదావరి జిల్లా మన్యంలో గిరిజన గ్రామాలు ముంపుబారిన పడ్డాయి దంగేరు సీతపల్లి రావడంతో పాటు వాగుల్లోకి గోదావరి నీరు చేరింది పోలవరం స్పిల్వేలోని ఐదు ఆరు ఏడు గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేస్తున్నారు పోలవరం నిర్మాణానికి వినియోగిస్తున్న అన్ని యంత్రాలను ఒడ్డుకు చేర్చారు స్పిల్ ఛానల్ నుంచి వరద నీరు గోదావరిలో కలుస్తోంది పరీవాహక ప్రాంతాల ప్రజల్లో ఆశలు రేపుతూ కృష్ణమ్మ శ్రీశైలం జలాశయం వైపు పరవళ్లు తొక్కుతోంది కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నుంచి నారాయణపూర్కు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా నారాయణపూర్ నుంచి లక్ష వేలకు పైగానే క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం లక్ష వేల క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి అడుగులకు గాను వెయ్యి నాలుగు అడుగుల వరకు నీరు చేరింది జూరాల నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు కాగా కాగా ప్రస్తుతం తొమ్మిది పాయింట్ రెండు ఏడు ఐదు టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది స్పిల్వే గేట్ల ద్వారా లక్ష అరవై వేల క్యూసెక్కులు పవర్ హౌస్ ద్వారా ఇరవై వేల క్యూసెక్కులు దిగువన శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు నాలుగైదు రోజులు ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మధ్య మానేరు నిర్వాసితులు పరిహారం వెంటనే విడుదల చేయాలంటూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా తరలివచ్చారు పన్నెండు గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు ఇరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు ఇతర ప్రాంతాల్లో చెల్లించినట్టే తమకు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ పాదయాత్రకు కాంగ్రెస్ మాజీ MP Ponnam Prabhakar MLC Jeevan Reddy Bharatiya Janata Party స్థానిక నాయకులు సంఘీభావం తెలిపారు Better. చేన్లు పోయినాయి చేసుకుందాం అంటే పని లేదు తిందామంటే తిండి లేదు ఏం చేసుకుని బతకాలని పాదయాత్ర చేస్తున్నాం అరవై ఇండ్లు పోయినాయి నూట పది ఇండ్లు ఉన్నాయి అవి నీళ్ళకి పక్కగా ఇటు నీళ్ళు పక్కగా నీళ్ళు ఏమన్నా వస్తున్నాయి చూస్తున్నాం అంతే కొత్తగా వచ్చిన వాళ్ళకి పైసలు వచ్చినాయి ఈ ఊళ్ళో బతకొచ్చిన వాళ్ళకి పైసలు వచ్చినాయి కానీ నాకు ఐదు పైసలు బిల్లు రాలే మా ఉంటే మా చచ్చిపోయింది ఒక్కదాన్ని ఉన్నాను గ్రాములు విడిచిపెట్టి వచ్చి ఇప్పుడు కిరాయికుంటున్నా నేను ఒక్కదాన్ని రెండు గుంటల ఇంట్లో స్థలాలు రావాలి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలు బాగా మంది ఉన్నారు వాళ్ళకు కూడా రావాలి పైసలు ఈ మహాపాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి గారు కన్ను తెరిచి ఆయన గతంలో గతంలో చెప్పిన మాటలు అమలు చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వేములవాడ రాజన్న తంతెల మీద ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తామన్నారు మీకు సంబంధించిన కొంతమందికి పద్దెనిమిది సంవత్సరాలకే రెండు లక్షల రూపాయల బెనిఫిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు ఉద్యమం చేసినారు అధికారంలో వచ్చినాక హామీ ఇచ్చినారు సంతూరికి ఒక చింత మడకనే కనబడుతుంది మీ అర్ధాంగి గ్రామం కుదురుపాక కూడా ఉంది ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్ని నిషేధించలేరని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే అనర్థాలు వస్తాయన్న పవన్ ప్రజలు కోరుకుంటేనే మద్య నిషేధం సాధ్యమవుతుందని అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో రాజమహేంద్రవరం నేతలతో సమావేశమైన పవన్ అమలుకు సాధ్యమైన హామీలు ఇచ్చి ఉంటే జనసేన కూడా ఎన్నికల్లో గెలిచేదన్నారు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు మీ కంప్లీట్ గా మీ లిక్కర్ అబాలిష్ చేస్తాం మీ మద్యపాన నిషేధం అది జరగదని ఆయనకి తెలుసు అందరికీ తెలుసు అంచెలంచెలుగా మద్యపాన నిషేధం ఎప్పుడు అంచెలంచెలు ట్వంటీస్ uh, లోపు మద్యపాన నిషేధం చేశారు అమెరికా లాంటి దేశం అప్పుడు దాకా మాఫియాలు సడన్ గా మాఫియా పెరిగిపోయి ప్రజలు ఎలా బతకాలి మీరు ఏమి తినాలి ఏమి తాగాలి నియంత్రించడం మొదలు పెడితే అందరూ ఎదురు తిరిగారు చాలా ఆలోచించి చేయాలి ఇవన్నీ అందుకే నేను పెట్టి నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ ప్రజల నుంచి బలం ఆమోదయోగ్యం లేకుండా మన ప్రభుత్వం సెంట్రల్ సెంట్రల్ ప్లానింగ్ తోటి నిషేధించాలి అంటే రష్యా లాంటి ప్రభుత్వాలు కూలిపోయింది కాపులకు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన కన్నా ఆర్థికంగా వెనుకబడిన వారికి కల్పించే పది శాతం రిజర్వేషన్లలో ఆయా రాష్ట ప్రభుత్వాలు సామాజిక స్థాయి ఆధారంగా కమిషన్ వేసి వర్గీకరణ చేసుకోవచ్చనే మినహాయింపు ఉందని వివరించారు ఈ మినహాయింపు ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి మంజునాథ కమిషన్ వేశారని ఆ నివేదిక ఆధారంగా కాపులకు రిజర్వేషన్ ఇచ్చారని కన్నా చెప్పారు ఆ రిజర్వేషన్లను కొనసాగించాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో CPIML New Democracy Telangana committee సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా దళ కార్యదర్శి లింగన్న చనిపోయారు గుండాల అటవీ ప్రాంతంలో న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళం సభ్యులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా దేవళ్లగూడెం రోళ్లగడ్డ సమీపంలోని పందులగుట్ట వద్ద పది మంది ఎన్డీ దళ సభ్యులు తారసపడ్డారు ఈ సమయంలో దళ సభ్యులు కాల్పులు ప్రారంభించగా వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు దాదాపు ఇరవై నిమిషాలు కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో లింగన్న మృతి చెందారు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరికొందరు తప్పించుకున్నారు కాల్పులు జరిగినట్టు తెలిసి అక్కడకు వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని దాదాపు రెండు గంటలు పోలీసులు అడ్డుకున్నారు లింగన్న మృతి చెందినట్టు తెలిసిన ప్రజలు పోలీసులపై రాళ్లు కర్రలతో దాడి చేశారు ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు ఈ పరిణామంతో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు మరోవైపు ఆదివాసీ ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన లింగన్నను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల న్యూ డెమోక్రసీ విభాగాలు ర్యాలీలు చేపట్టాయి హైదరాబాద్ చార్మినార్ వద్ద యునాని ఆసుపత్రి వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఓ కానిస్టేబుల్ చేసిన నిర్వాకం తీవ్ర విమర్శలకు తావిస్తోంది ఆయుర్వేద భవన్ తరలింపును నిరసిస్తూ చార్మినార్ యునాని ఆసుపత్రి వద్ద వైద్య విద్యార్థులు ధర్నాకు దిగారు రహదారిపై బైఠాయించిన విద్యార్థులని అదుపులోకి తీసుకునే క్రమంలో విద్యార్థిని పట్ల మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించాడు యువతిని కాళ్లతో తొక్కి గోళ్లతో గిచ్చాడు ఈ నిర్వాకానికి బాధిత విద్యార్థిని నొప్పితో విలవిల్లాడింది కానిస్టేబుల్ ప్రవర్తనపై యునాని వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు అతడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై విద్యార్థిని విషయంలో అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ రెండు బ్యాచ్ కు చెందిన పరమేష్ గా గుర్తించారు జమ్మూ కశ్మీర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతుండడం ప్రమాదాలకు దారితీస్తుంది పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడగా ఓ వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుపోయాడు పీకల్లోతు మట్టిలో కూరుకుపోయిన అతడిని సీఆర్పీఎఫ్ జవాన్లు రక్షించారు శిథిలాల వద్ద చేపట్టిన గాలింపులో సీఆర్పీఎఫ్ సునకం అతడిని గుర్తించగా సీఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసులో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నాయకుడు కుల్దీప్ సెంగర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది కుల్దీప్ సహా మరో పది మందిపై కూడా కేసు నమోదు చేసింది రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావ్ బాధితురాలు ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడగా ఇద్దరు బంధువులు మరణించారు ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందని బాధితురాలికి భద్రత కల్పించడంలో యూపీ సర్కార్ విఫలమైనట్లు తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ విమర్శలతో సీబీఐతో విచారణ జరిపించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది అటు సంగారు బంధువు తమను బెదిరించాడంటూ బాధితురాలి తల్లి జులై పన్నెండున తనకు రాసిన లేఖను సమర్పించడానికి జరిగిన జాప్యంపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు ఈ కేసులో సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది వివి గిరి లేఖ అంశాన్ని ప్రస్తావించగా ప్రధాన న్యాయమూర్తి రిజిస్ట్రీ నుంచి నివేదిక కోరారు అసోం భూటాన్ సరిహద్దుల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది బక్సా జిల్లాలోని పలు గ్రామాలపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు పంటలు ఇళ్లను ధ్వంసం చేశాయి పదుల సంఖ్యలో ఏనుగులు గ్రామాలపై విరుచుకుపడగా పలువురు గాయపడ్డారు ఈ దాడికి సంబంధించి సమాచారం ఇచ్చినప్పటికీ అటవీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం